నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆరుగురికి చోటు దక్కే అవకాశం సబిత సత్యవతి రాథోడ్ కు అమాత్య పదవి పరిశీలనలో పువ్వాడ గంగుల పేర్లు నేడు తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం వెనువెంటనే బాధ్యతల స్వీకరణ సాయంత్రం మంత్రులతో ప్రమాణం చేయించనున్న తమిళిసై సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదమే అజెండా ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపును ఆమోదించే అవకాశం వంద రోజుల పాలనపై విపక్షాల ఆరోపణల్ని తోసిపుచ్చిన వైకాపా సర్కార్ షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేస్తున్నట్లు మంత్రుల స్పష్టీకరణ వైకాపా వైఖరితో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయన్న తెలుగుదేశం సర్కార్ పంపిణీ చేస్తోన్న సన్నబియ్యం నాణ్యతపై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు విక్రమ్ ల్యాండర్ కోసం పద్నాలుగు రోజుల పాటు అన్వేషణ ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటన సాంకేతికంగా తొంభై శాతం ప్రయోగం విజయవంతమైందని వ్యాఖ్య తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది ఈ సాయంత్రం కొత్తవారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్ జట్టులో ఆరుగురికి స్థానం దక్కే అవకాశం ఉంది కేటీఆర్ హరీష్ రావు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డిలకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది పువ్వాడ అజయ్ గంగుల కమలాకర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి గుత్తా సుఖేందర్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య ఆరూరి రమేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుత కేబినెట్లో ఒకరు లేదా ఇద్దరికి ఉద్వాసన ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఇవాళ సాయంత్రం జరిగే విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉంది ఐదుగురు లేదా ఆరుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చునని తెలుస్తోంది కేటీఆర్ హరీష్ రావు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు సమాచారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమైన కేటీఆర్ కు మంత్రి పదవి ఖాయమని కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది ప్రస్తుత రాజకీయ పాలనాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని హరీష్ రావుకు మళ్లీ కేబినెట్లో స్థానం స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇద్దరు మహిళలకు కేబినెట్ లో స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా గ్రేటర్లో పట్టు ఉన్న సబితా ఇంద్రారెడ్డిని కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరినప్పుడే ఆమెకు కేసీఆర్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది కేబినెట్ విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు గతంలో కేసీఆర్ స్వయం ధైర్యంగా ప్రకటించారు ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సండ్ర వెంకట వీరయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరికి ఉద్వాసన ఉండవచ్చునని తెరాస వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది ప్రస్తుత కేబినెట్ లో మార్పులు జరిగితే కరీంనగర్ జిల్లాకు చెందిన బీసీ నేత గంగుల కమలాకర్ నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి కడియం శ్రీహరి నాయని నరసింహారెడ్డి పద్మా దేవేందర్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ మధుసూదనాచారి జూపల్లి జూపల్లి కృష్ణారావు పల్లా రెడ్డి కూడా మంత్రి పదవులు ఆశించినప్పటికీ వారిని ఇతర ఉన్నత పదవుల్లో నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు బాజురెడ్డి గోవర్ధన్ కు రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రెడ్డికి mission Bhagiratha corporation vice chairman వంటి కేబినెట్ పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కడియం శ్రీహరి నాయని నరసింహారెడ్డి జూపల్లి కృష్ణారావు మధుసూదనాచార్యులలో ఒకరికి రాజ్యసభ మరొకరికి ఆర్టీసీ చైర్మన్ స్థానం దక్కే అవకాశముంది కడియం శ్రీహరి గుత్తా సుఖేందర్ రెడ్డి నేతి విద్యాసాగర్లలో ఒకరిని శాసనమండలి చైర్మన్ గా నియమించే అవకాశం ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్ర పోటీ నేపథ్యంలో పన్నెండు మందికి కేబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ విప్ పదవులు ఇచ్చారు మరో పన్నెండు మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు తెలంగాణ రెండో గవర్నర్గా తమిళిసై చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఈ ఉదయం హైదరాబాద్ రానున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రముఖులు స్వాగతం పలుకుతారు తర్వాత రాజ్భవన్లో ఉదయం పదకొండు గంటలకు గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కూడా తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం గవర్నర్ తమిళిసై కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు తెలంగాణ శాసనసభలో రేపు ప్రవేశపెట్టనున్న రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్కు మంత్రివర్గం ఇవాళ ఆమోద ముద్ర వేయనుంది ఇందుకోసం సాయంత్రం భేటీ కానున్న కేబినెట్ కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది రుణమాఫీ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది ప్రగతి భవన్లో సాయంత్రం జరిగే ఈ భేటీకి బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా కానుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్పై కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు ఆర్థిక మాన్యం నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ అమలు చేయాలని ఇప్పటికే స్పష్టం చేసిన కేసీఆర్ ఈ అంశంపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై మాన్యం ప్రభావంతో ఆదాయాలు తగ్గాయని ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శాఖలు నడుచుకో తీసుకోవాలని స్పష్టం చేయనున్నారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పరిస్థితులను కూడా వివరించనున్నారు రేపు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్ ప్రవేశపెడతారు మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సచివాలయ నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది సాంకేతిక కమిటీ నివేదిక ఆధారంగా ప్రస్తుత సచివాలయ భవనాలకు మరమ్మతులు చేసి కొనసాగించడం సాధ్యం కాదని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మించాలని సిఫార్సు చేసింది ఈ నివేదికపై లో చర్చించి కొత్త సచివాలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సచివాలయ నిర్మాణం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి పురపాలక ఆర్డినెన్స్ సహా ఇతర బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపవచ్చని సమాచారం వివిధ శాఖల్లో పోస్టులు ఇతర నిర్ణయాలకు కూడా ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది కొత్త రెవెన్యూ చట్టంపై కూడా చర్చించే సూచనలు ఉన్నాయి రుణమాఫీ ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితి పెంపుపై కూడా మంత్రివర్గం చర్చించవచ్చని సమాచారం పురపాలక ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు రా రావచ్చని సమాచారం బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా రాజకీయ పరిస్థితులపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ చీఫ్ విప్ విప్లను ఖరారు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్గా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నియమించారు విప్లుగా Alair MLA Gongidi Sunitha Kamareddy MLA Gampa Govardhan Achampet MLA Guvvala బాలరాజుకు అవకాశం దక్కింది శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పినపాక ఎమ్మెల్యే కాంతారావు చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ కూడా విప్లుగా అవకాశం కల్పించారు మరోవైపు శాసనసభ శాసనమండలి కమిటీలను కూడా నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు సభా కమిటీ చైర్మన్లు సహా సభ్యుల ఎంపిక ప్రక్రియ జరగనుంది ఈ మేరకు పన్నెండు కమిటీల నియామకం త్వరలో పూర్తి కానుండగా కమిటీల చైర్మన్లు సభ్యుల పేర్లు అధికారికంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించనున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అనేక అంశాలపై లోతైన చర్చ జరిగింది ఏఐసీసీ ఆదేశాల ప్రకారం సభ్యత్వ నమోదు కోసం త్వరలో కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు యురేనియం యూరియా కొరత రైతుల కష్టాలు అవినీతి యాదాద్రి ఆలయ వివాదం అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు నేడు యాదాద్రి ఆలయాన్ని పరిశీలించేందుకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ ప్రత్యేక బృందాన్ని పంపాలని కోర్ కమిటీ నిర్ణయించింది स्टेट गवर्नमेंट का जो इरिगेशन पावर लैंड इश्यूज में जो करप्शन होता है वो सब का बारे में डिस्कशन हुआ म्यूनसिपालिटी इलेक्शन का प्रिपरेशन का बारे में डिस्कशन हुआ एक्शन प्लान भी किया है यादगिरी गुट्टा में जो टेम्पल में भी मुख्यमंत्री का चित्र पार्टी का सिंबल लगा के एक रिलीजियस प्लेस को मिस किया है उनको कंडेम भी किया जाता है हमारा एक डेलीगेशन कमिटी जा रहा है उनको विजिट करने के लिए हालांकि डिटेल तथ्य और हमारा पूरा एक्शन प्लान आज जो फैसला हुआ है ఆంధ్రప్రదేశ్లో వైకపా ప్రభుత్వ వంద రోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఛార్జ్షీట్లో ఒక్క నిర్మాణాత్మక విమర్శ కూడా లేదని ఉప ముఖ్యమంత్రులు అన్నారు ఈ మేరకు ముప్పై అంశాలతో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల నాని కె నారాయణస్వామి పుష్పశ్రీవాణి అంజద్ బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు అధికారానికి దూరమయ్యామనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోందన్న వారు గత మూడు నెలల్లో తన ఇల్లు ముంచేశారని తాను కట్టిన ప్రజావేదికను కూల్చేశారనే మాటలే ఎక్కువగా వినిపించాయని తెలిపారు కృష్ణా గోదావరి నదుల కలకలలు చూసి అసూయ చెందారన్న ఉప ముఖ్యమంత్రులు మూడు నెలలు కాకముందే రాయలసీమ కరవు పాలైందంటూ ఛార్జిషీట్లో రాశారని మండిపడ్డారు తన ఐదేళ్ల పాలనలో రాష్టమంతా కరవే ఉందని రెండు వేల పంతొమ్మిది జనవరిలో చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా ఛార్జిషీట్లో చెప్పి ఉంటే బాగుండేదన్నారు అమరావతిలో యాబై వేల కోట్ల రూపాయల పనులు నిలిపివేశారని ఛార్జిషీట్లో రాశారని కేంద్రం ఇచ్చింది పదిహేను వందల కోట్లు అయితే మిగతా మొత్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు తమ ప్రభుత్వ పథకాల అమలుకు సగర్వంగా షెడ్యూల్ ప్రకటించామన్న ఉప ముఖ్యమంత్రులు మేనిఫెస్టో అమలు చేసే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు కియాకారు విడుదల కార్యక్రమంలో వైకాపా ఎంపీ బెదిరింపుల కారణంగా పదిహేడు అనుబంధ పరిశ్రమలు తరలిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు జేటాక్స్ కట్టలేదని సోలార్ ప్యానెళ్లు పగలగొట్టి నిర్వాహకులను తుపాకీతో బెదిరించిన ఘటన జగన్ వచ్చాకే జరిగిందని ఆయన మండిపడ్డారు జగన్ వంద రోజుల శాంతియుత పాలన గురించి చెప్పుకోవడానికి ఇవి సరిపోతాయని ఆయన ఆక్షేపించారు వరదలలో పంట మునిగి నష్టపోయిన రైతుకి రూపాయి సాయం కూడా ఇంతవరకు చేరలేదని మరో నేత లోకేష్ విమర్శించారు విత్తనాలు ఎరువులు సరఫరా చేయలేక రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆయన దుయ్యబట్టారు సన్న బియ్యం పంపిణీపై లోకేష్ విమర్శలు గుప్పించారు నాణ్యమైన బియ్యం అంటే మరీ ఇంత నాణ్యమైనవి అనుకోలేదంటూ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు పశువులు కూడా తినలేని బియ్యం కోసం వైకాపా మార్క్ సంచుల దోపిడీ ఏడు కోట్ల రూపాయలు ఉందని ఆరోపించారు చంద్రయాన్ టూ ప్రయోగంలో ల్యాండర్ విక్రమ్తో సంబంధాలు తెగిపోయినప్పటికీ అన్వేషణ కొనసాగుతుందని ఇస్రో చైర్మన్ కేసీవన్ స్పష్టం చేశారు పద్నాలుగు రోజుల పాటు విక్రమ్తో సంబంధాలు పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు చంద్రయాన్ టూ ప్రయోగం వంద శాతం విజయానికి అతి దగ్గరలోనే ఉందన్నారు ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటార్లో ఏడేళ్లకు సరిపడా ఇంధనం నింపినందున అప్పటి వరకు అది పనిచేస్తుందని అంచనా వేశారు నెలవంక దక్షిణ ధ్రువంపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించేందుకు చేసిన ప్రయత్నం ఆఖరి మెట్టుపై నిలిచిపోయిన వేళ చంద్రయాన్ టూ మిషన్పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పలు వివరాలను వెల్లడించింది ఈ ప్రయోగం అత్యంత సంక్లిష్టమైనదని గతంలో చేపట్టిన మిషన్లతో పోలిస్తే ఇందులో కీలకమైన సాంకేతికతను వాడినట్లు ఇస్రో తెలిపింది అందువల్లే చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ను కలపడం సాధ్యమైందని వివరించింది జులై ఇరవై రెండున ప్రయోగం చేపట్టిన నాటి నుంచి ఒక దశ నుంచి మరో దశ పురోగతిపై కేవలం దేశ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం భారీ అంచనాలతో ఉత్సాహం కనబరిచినట్లు ఇస్రో పేర్కొంది చంద్రయాన్ టూ మిషన్ సాంకేతికంగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం విజయం సాధించినట్లేనని చెప్పిన ఇస్రో చైర్మన్ శివన్ విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయినప్పటికీ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు up to 2 kilometer from 30 kilometer. Only that final phase only that we could not demonstrate properly by the time that we lost the communication. That also I would say that it is as 90-95% of the technology demonstration already we are done. So in total, the Chandrayaan-2 mission, it is very close to 100% success. Right now the communication is lost, but we will be trying to communicate, uh, trying to establish a link. That effort will be going on. Maybe next uh, 14 days we will try. Okay. And uh, if at all we are succeeding, that we will be able to operate that payloads mm -hmm. and the required data will get it. చంద్రుని చుట్టూ తిరిగేందుకు ఆర్బిటర్ను ఇప్పటికే లక్షిత కక్షలో ప్రవేశపెట్టామని చెప్పిన ఇస్రో చైర్మన్ ఇది చంద్రుడి పరిణామక్రమంతో పాటు ఖనిజాలు ధ్రువ ప్రాంతాల్లోని నీటి జాడపై పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు ఆర్బిటర్లో వాడిన అత్యధిక రిజల్యూషన్ కెమెరా తీసే ఫోటోలు ప్రపంచ వైజ్ఞానిక రంగానికి ఉపకరిస్తాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో భారత్ చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం భారత వాయుసేన నుంచి ఇరవై ఐదు మంది టెస్ట్ పైలట్లను ప్రాథమికంగా గుర్తించినట్లు వాయుసేన తెలిపింది ఈ ఇరవై ఐదు మందికి అనేక దశల్లో వివిధ శారీరక దారుఢ్య ధార్మికత క్లినికల్ మానసిక స్థితిపై పరీక్షల అనంతరం వారి నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని గగన్యాన్ కోసం సిద్దం చేయనున్నారు వీరికి ఈ నవంబర్ నుంచి రష్యాలో శిక్షణ ఇస్తారు ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన దేశాలన్నీ టెస్టు పైలట్లని పంపినట్లు తెలిపిన ఇస్రో తాము కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది భారత్ తరపున రష్యా నుంచి సోయిజ్ టీ లెవెన్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన రాకేశ్ శర్మను కూడా ఐఏఎఫ్ నుంచే ఎంపిక చేశారు తెలంగాణలో రైతులకు కావాల్సిన మేరకు యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారథి తెలిపారు ఈ నెల మూడు వరకు ఇరవై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని శనివారం ఏడు వేల రెండు వందల మెట్రిక్ టన్నులను గమ్యస్థానాలకు చేర్చామని చెప్పారు మరో పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియా రవాణాలో ఉందని పార్దసారథి తెలిపారు రాబోయే నాలుగు రోజుల్లో ఇరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు ప్రణాళిక రచించామని వివరించారు రహదారి మార్గంలో రోజు పదమూడు వందల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తున్నామని తెలిపారు కృష్ణపట్నం గన్నవరం పోర్టుల నుంచి కోరమండల్ ఐపీఎల్ కంపెనీలు యూరియా సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు యూరియాను లారీలో తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసేలా సంయుక్త కమిషనర్ రమేష్ ను వైజాగ్ పోర్టులో నియమించామని చెప్పారు యూరియా సరఫరాను పర్యవేక్షించేందుకు గన్నవరం కృష్ణపట్నం వైజాగ్ కాకినాడ పోర్టులకు ప్రత్యేక అధికారులను నియమించారు యూరియాను ఎంఆర్పీకే విక్రయించేలా చూడాలని డీఏఓలను ఆదేశించిన పార్థసారథి నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని శాసనసభలో ఎండగడతామన్న శ్రీధర్ బాబు యాదాద్రి వివాదంపై కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు వీరి నిర్లక్ష్య ధోరణి వల్లనే ముందస్తు జాగ్రత్త చర్యలే లేక ఈరోజు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు రుణమాఫీ గాని రైతు బంధు గాని యూరియా సమస్య గురించి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమ భాగంలో తెలియజేయాలని చెప్తా ఉన్నాను ప్రజా ఆరోగ్యం కుంటుపడిందని ప్రత్యక్షంగా ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులను విషయంలో ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదని దేవాలయాలు సొంత బొమ్మలను రూపంలో పెట్టడం వరకు సబబు దీని విషయంలో ఖచ్చితంగా ప్రభావితం ఇప్పటికే జవాబు చెప్పాల్సింది తెలంగాణలో విషజ్వరాల కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు డెంగీ బారిన పడి సికింద్రాబాద్ రసూల్పురాలో గౌతమి అనే పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది వారం క్రితం డెంగీ లక్షణాలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన గౌతమి చికిత్స పొందుతూ చనిపోయింది ప్లేటెట్లు బాగా పడిపోవడం వల్లే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడకు చెందిన ఓ మహిళ కూడా డెంగీ జ్వరంతో మరణించింది జ్వరాలు విజృంభిస్తున్న వేళ దోమల నివారణపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది ఈ మేరకు సమావేశం నిర్వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు అటు జోనల్ కమిషనర్లు వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించి అధికారులతో పాటు స్థానిక ప్రజలకు సూచనలు చేశారు వేధింపులకు తావు లేకుండా సక్రమంగా పన్ను మొత్తాలను రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణస్వామి అధికారులను ఆదేశించారు పదమూడు జిల్లాల అధికారులతో విజయవాడలో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన మంత్రి సంస్థలు వ్యాపారవేత్తలు చెల్లించాల్సిన పన్నులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రాబట్టేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి యాబై ఐదు వేల కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వసూలు తగ్గాయని నారాయణస్వామి తెలిపారు ఈ ఎలక్షన్ జరిగి ఎలక్షన్ వల్ల కొంత ఇబ్బందుల వల్ల కొంత టార్గెట్ ని మనం రీచ్ చేయలేకపోయినా ఈ ఒక్క నెలలోనే బాగా ఇంప్రూవ్మెంట్ చేయగలిగినాము డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు గత నెలకి ఈ నెలకి వెయ్యి కోట్లు కలెక్షన్ కూడా చేయడం జరిగింది నాలుగైదు నెలల్లో టార్గెట్ పూర్తిగా చేసే కార్యక్రమాలు కూడా తీసుకున్నాము గుంటూరులో అధిక వడ్డీల పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రత్నారెడ్డి అనే వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు రత్నారెడ్డి అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమను పీడిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రత్నారెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు రెండు వందల ఇరవై ఐదు ఏటీఎం కార్డులు లక్షా నలభై వేల నగదు ముప్పై ఎనిమిది బ్యాంక్ పాస్ పుస్తకాలు నూట రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లు రెండు వందల తొంభై మూడు ఖాళీ చెక్కులు ఎనిమిది పట్టాదారు పాస్ పుస్తకాలు ఇరవై దస్తావేజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గతంలోనూ రత్నారెడ్డిపై స్పందన కార్యక్రమంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ ఖాళీ ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకుని వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గుంటూరు డిపిఓలో వచ్చిన పిటిషన్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి కొత్తగడ పోలీసులు రత్నారెడ్డి అన్న ఒక కాల్మనీ వ్యాపారస్తుని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత సోదాలు జరపగా కొన్ని వందల ఏటీఎం కార్డులు ఖాళీ ప్రామిసరీ నోట్లు ఖాళీ చెక్కులు డాక్యుమెంట్స్ ఎన్నో సీజ్ చేసుకోవడం జరిగింది ఇటువంటి వారిని పోలీసులు ఉపేక్షించేది లేదు చట్ట ప్రకారం ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మృతి చెందిన వృద్ధురాలి అంత్యక్రియలను నిలిపివేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రాములపల్లిలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చింతకుంట వీరలక్ష్మి రెండు రోజుల క్రితం మృతి చెందింది మృతురాలికి ఒక కుమారుడు ఉన్నారు ఆ కుమారుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సుశ్రుతకు శ్రీవిద్య అనే కుమార్తె ఉంది రెండో భార్య రమాదేవికి ఒక కుమారుడు ఉన్నాడు మృతురాలు వీరలక్ష్మి పేరిట ఎకరం భూమి ఉంది ఆ భూమిని రెండో భార్య కుమారుడి పేరు మీద తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడు ఎకరం భూమిలో తమ వాటా వస్తుందని మొదటి భార్య అనడంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి గొడవలు తాళలేక వీరలక్ష్మి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది చికిత్స పొందుతూ మృతి చెందింది భూమి పంచాయతీ తేలే వరకు అంత్యక్రియలను చేయకూడదని కుటుంబ సభ్యులు భీష్మించు కూర్చున్నారు సమాచారం అందుకున్న హుజురాబాద్ గ్రామీణ సీఐ కిరణ్ గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలు చేయించారు ఉత్తర అమెరికా ద్వీప దేశం బహమాజ్ డొరైన్ తుపాను ధాటికి కుదేలైంది ఇప్పటి వరకు డొరైన్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య నలభై మూడుకు చేరిందని ఆ దేశ ప్రధాని హ్యూబెర్ట్ మిన్నిస్ తెలిపారు డొరైన్ తుపాను విధ్వంసానికి అబాకో ద్వీపంలోనే ముప్పై మంది మరణించారని గ్రాండ్ బహామాలో ఎనిమిది మంది చనిపోయారని ప్రధాని వెల్లడించారు మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు వరద బాధితులను రక్షించేందుకు విపత్తు నిర్వహణ దళాలు నిరంతరం పనిచేస్తున్నాయన్న బహుమాస రక్షణ మంత్రి మార్విన్ జేమ్స్ తాము ఇంతటి విధ్వంసాన్ని ఊహించలేదన్నారు భారత్ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే మంచి ప్రణాళికాబద్ద వ్యూహం అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు దేశ నిర్మాణం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసినందుకు జైపూర్లోని లక్ష్మీపత్ విశ్వవిద్యాలయం మన్మోహన్ సింగ్ ను ప్రత్యేక అవార్డుతో సత్కరించింది ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినట్లు కనిపిస్తోందని జీడీపీ వృద్ది రేటు తగ్గుతోందని వెల్లడించారు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న మన్మోహన్ బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు ఈ పరిస్థితుల్లో భారత్ ఐదు ట్రిలియన్ ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను ఉగ్రవాదాన్ని నిషేధించాలన్నారు దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగడం చాలా ముఖ్యమన్న మన్మోహన్ రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు పార్టీలు కట్టుబడి ఉండాలని సూచించారు రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం కల్పించాలన్నారు రాజకీయ ఉదారవాదం మన జీవన విధానమని ఆయన సూచించారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం